ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం సుందరేశాయ నమ శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో తిరుమియచ్చూరు స్థల పురాణాన్ని దర్శించుకున్నాం ఈ భాగంలో లలితాదేవి అనుగ్రహించిన పరమ అనుగ్రహాన్ని ఆలయ విశేషాలను దర్శించుకుందాం ఈ ఆలయ చరిత్ర ఏంటంటే ఈ ఆలయంలో చోళుల కాలం నాటి ఏడు శిలాశాసనాలు ఉన్నాయి పరకేసరి రాజకేసరి కాలం నాటి శాసనాలు కూడా ఉన్నాయి పదమూడవ శతాబ్దంలో పాండ్యరాజుల ప్రాబల్యం ఉన్నట్టుగా శాసనాలలో పేర్కొనబడింది ఈ శాసనాలలో ఆలయానికి విరివిగా ఇవ్వబడిన విరాళముల గురించి పేర్కొనబడి ఉంది రాజేంద్ర చోళుడు మహారాణి చెంబియన్ మాదేవి ఈ ఆలయాన్ని పునరుద్ధరణ గావించారు ఈ ఆలయ నిర్వహణ అంతా తిరుపుగులూరు వేలకురిచి ఆధీనం ఆధ్వర్యంలో నడుస్తుంది చోళుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యానికి చిహ్నంగా ఇక్కడ శిల్ప సంపద ఉండటం విశేషం అరవై ముగ్గురు నాయనార్లలో ఒకరైన కోచెంగట్ చోళన్ నిర్మించిన డెబ్బై మాడ ఆలయాలలో ఈ ఆలయం ఒకటి మాడాలయం అంటే ఏనుగు ప్రవేశించడానికి వీలు లేని విధంగా గర్భాలయానికి మెట్లు కలిగి చిన్నగా సన్నగా ఉన్న ప్రవేశ ద్వారంతో నిర్మింపబడిన ఆలయాలను మాడకోయిల్ అంటారు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది బెంగళూరుకి చెందిన మైథిలి రాజగోపాలాచారి అనే భక్తురాలు ముప్పై ఎనిమిది ఏళ్ళుగా ప్రతిరోజు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసేవారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఒకనాడు లలితాంబిక ఆమెకు స్వప్న దర్శనమిచ్చి తనకు అన్ని ఆభరణాలు ఉన్నాయని కాలి పట్టీలు మాత్రం లేవని వాటిని తెచ్చి తన పాదాలకు అలంకరించాలని మైథిలీకి ఆదేశాన్నిచ్చింది మేల్కొన్న మైథిలికి తన కలలో దర్శనమిచ్చిన అమ్మవారు ఎవరో తెలియలేదు వైష్ణవ మతానికి చెందిన మైథిలి ఆ దేవి కోసం తిరుపతి శ్రీరంగం ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలను తిరగసాగింది కానీ ఆ దేవి ఎవరో తెలియలేదు అలా మూడు నెలల తర్వాత తన స్నేహితురాల ఇంటికి వెళ్ళిన మైథిలికి ఒక పత్రిక ముఖ చిత్రంగా తన స్వప్నంలో దర్శించిన దేవి చిత్రం కనిపించింది అప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఆ పత్రిక ద్వారా ఆ దేవి తిరుమియచూర్లో వెలిసిన లలితాంబిక అని తెలుసుకుని అక్కడ అర్చకునికి తన స్వప్న వృత్తాంతాన్ని తెలుపుతూ ఒక ఉత్తరం రాసింది అందులో అమ్మవారి ఆదేశాన్ని కూడా తెలియజేసి అమ్మవారి పాదాల కొలత తెలపమని తనకు దేవి అనుగ్రహించిన ఆ మహద్భాగ్యాన్ని చేసుకునే అవకాశాన్ని ఇమ్మని కోరింది అప్పుడు ఆలయ పూజారి తరతరాలుగా తాము లలితాంబకు పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నామని ఆమె పాదాలకు పట్టీలు అలంకరించేందుకు వీలు లేదని జవాబు రాశారు కానీ దేవి చెప్పిన మాటలపై విశ్వాసం గల మైథిలి తనకు తోచిన కొలతతో ఒక జత పట్టీలను తయారు చేయించి వాటిని తన వెంట తీసుకుని తిరుమియచ్చూరు క్షేత్రానికి వచ్చింది ఆ పూజారితో తన స్వప్నంలో దేవి ఆనతి ఇచ్చిందంటే అది తప్పకుండా నిజమే అయి ఉంటుందని మరోసారి దేవి పాదాలను పరిశీలించమని ప్రాధాయపడింది అప్పుడు పూజారి దేవి పాదములు చుట్టూ చేతితో పరిశీలించగా ఆశ్చర్యకరంగా పాదము యొక్క చీలమండలము వద్ద మూర్తికి చిన్న రంధ్రం ఉండి కాలిపట్టీలు ధరింపచేయ వీలవుతుంది ఆ తర్వాత చూడగా అమ్మవారి మూర్తి యొక్క నాసికకు కూడా చిన్న రంధ్రం కలిగి ఉండటంతో ముక్కు పొడకను కూడా ధరింపచేశారు అదే రీతిలో అమ్మవారికి వడ్డానమును కూడా అలంకరింపచేశారు అప్పటి నుండి నిత్యము భక్తులు లలితాంబికకు కాలిపట్టీలను బహుకరించడం ఆచారంగా వస్తుంది ఈ ఆలయంలో రోజు ఆరుసార్లు లలితాంబకు ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ ఆలయంలో లలితాంబిక గంభీరమైన ఐదడుగులు కలిగి గర్భగుడిలో స్వయంభూగా వెలిసిన సదాశివ శ్రీచక్రపీఠంపై ప్రతిష్టమై ఉంటుంది అమ్మవారు కుడికాలు మడుచుకుని ఎడమపాదం సుఖాసన భంగిమలో కూర్చుని గంభీరంగా దర్శనమిస్తుంది అలా కొలువుదీరి ఉన్న అమ్మవారిని మనోన్మని స్వరూపంగా భావిస్తారు అందుకే భక్తులు శ్రీ శాంతనాయికి లలితాంబిక అని కీర్తిస్తారు ఏ ఆలయంలోని లేని విధంగా ఈ నామంతో కీర్తించటం ఈ క్షేత్రంలోని అమ్మవారి ప్రత్యేకత గర్భాలయ వెనక గోడకు బ్రహ్మ విష్ణువులు అర్చిస్తున్నట్లుగా ఉండు లింగోద్భవరతో భక్తులకు త్రిమూర్తుల సందర్శన భాగ్యం ఒకే చోట కలుగుతుంది అంతేకాకుండా గర్భాలయానికి చుట్టూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దర్శించడం అత్యంత పవిత్రమైంది ఆలయం యొక్క ఉత్తరం వైపు ప్రాంగణంలో మేఘనాధీశ్వరుని ఆలయం ప్రక్కనే సకల భువనేశ్వరుడు మేఘలాంబిక ఆలయం కొలువుదీరి ఉన్నాయి ఈ ఆలయం ఐదు అంతస్తుల రాజగోపురం కలిగి ఉంటుంది ఈ ఆలయంలో పాతాళలింగం ఉండటం విశేషం ఈ ఆలయ స్థలవృక్షం బిల్వం పుష్కరిణి సూర్యతీర్థం పార్వతీ పరమేశ్వరులతో పాటుగా వినాయకుడు దేవేరులతో ఉన్న సుబ్రహ్మణ్యుడు నటరాజస్వామి శ్రీ మహాలక్ష్మి విశ్వనాథుడు విశాలాక్షి పంచభూతలింగములు నాగదేవతలు రథ వినాయకుడు సప్తమాతృకులు ఆరాధించిన శివలింగములు ఇంద్రలింగం యమలింగం వరుణలింగం పృథ్వీలింగం అగస్తలింగం కుబేరలింగం ఈశాన్యలింగం సిద్ధి వినాయకుడు భైరవుడు సూర్యుడు కొలువుదీరి ఉన్నారు ప్రాకారంలో ఉన్న అష్టభుజాంగ దుర్గ కుడి చేతిలో చిలకను ధరించి విశేషమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఆ చిలుక భక్తుల సందేశాలను లలితాంబకు చేరవేస్తున్నట్లుగా ఉంటుంది భక్తులు తమ కోరికలను లలితాంబకు విన్నవించమని దుర్గాదేవిని ప్రార్థిస్తారు దీనికి సాక్ష్యంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఎప్పుడూ చిలకలు ఎగురుతూ అవి చేసే శబ్దాలు భక్తులు తప్పక దర్శించుకు తీరవలసిందే ఆ జగజ్జనని తమ బిడ్డలమైన మన అందరినీ తన చేతులు చాపి దగ్గరికి తీసుకుంటుంది కష్టసుఖాలు విచారిస్తుంది మనతో కలిసి నవ్వుతుంది తన కృపా కటాక్షాన్ని మన మీదకి ప్రసరించి తానెప్పుడూ మనకు తోడుగా ఉంటానని అభయమిస్తుంది ఆ దేవీ దర్శనం ఈ ఆలయాన్ని వదిలి రావటానికి మనసొప్పదు ఆ మాత దివ్య మంగళ స్వరూప దర్శనాన్ని చేసుకున్న ఎందరో భక్తుల స్వానుభవం ఇదే తల్లి దగ్గరికి చేరి గంతులు వేస్తూ పాలు తాగబోతున్న లేఖతోడు చందంగా ఉంటుంది భక్తులందరి పరిస్థితి ఆ జగన్మాత ముందు ఈ క్షేత్రంలో కాళికాదేవి ఈశ్వరుని ఆరాధించింది సూర్య భగవానునికి కూడా ఇక్కడ ప్రత్యేక ఆలయం ఉంది చైత్రమాసం ఇరవై ఒకటో రోజు నుండి ఏడు రోజుల పాటు సూర్యునికి విశేషమైన పూజాధికాలు నిర్వహింపబడతాయి రథసప్తమి రోజులలో బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడతాయి ఆలయ విశేషం ఏమిటంటే తిరుమయచ్చూరు ఆలయం లోపలే ఇలంకోయిల్ ఆలయం లోపల చిన్న ఆలయం నెలకొని ఉంది ఇలంకోయిల్ ఆలయ ప్రధాన దైవం సకల భువనేశ్వరుడు మేఘనాంబిక ఈ ఆలయంలో ఉత్తర వైపు ప్రాంగణంలో ప్రతిష్ఠితులై ఉన్నారు ఇలంకోయిల్లో అప్పరు తన పదికంతో ఈశ్వరుణ్ణి కీర్తించారు గర్భాలయానికి పైన దక్షిణామూర్తి బ్రహ్మదేవుడు మహావిష్ణువులను దర్శించుకోవచ్చు మహావిష్ణువు చేతులు ముడుచుకుని ఉండటం విశేషం ఈ సకల భువనేశ్వర ఆలయం తిరుమియచూరు ఆలయ ప్రాంగణంలో ఉన్న కారణంగా ఒకేసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అద్భుత దర్శనం ఇక్కడ దొరుకుతుంది ఆలయం వెలుపల ప్రాకారం యొక్క వాయువ దిశ నుండి ఈ దర్శనాన్ని దర్శించుకోవచ్చు అనుగ్రహ విశేషం ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం కోరేవారు అన్ని రకముల దోషాల నివారణ కోరేవారు ఈ క్షేత్రంలో పరమేశ్వరుని ఆరాధిస్తారు ఈ ఆలయంలో విశేషంగా జరిగే ఒక పండగ అన్నపావడై ఈ పూజ సందర్భంగా బెల్లం కలిపిన పెద్ద అన్నపురాసిని లలితాంబిక అమ్మవారికి ముందుగా పోసి దానిపై కేజీలు కొద్దు నేతిని గుమ్మరించి అమ్మవారికి నివేదన చేస్తారు ఆ నేతిలో అమ్మవారి ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది ఈ పూజలు సంవత్సరంలో మూడు సార్లు జరిపిస్తారు నవరాత్రిలో విజయదశమి రోజున మాఘమాసంలో అష్టమి రోజున వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున ఈ పూజలు అత్యంత వైభవంగా జరిపిస్తారు ఈ ఆలయంలో లలితా సహస్రనామం లలిత నవరత్నమాల పారాయణం చేస్తే అమ్మవారి విశేషమైన అనుగ్రహం పొందవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ నల్లేరుతో చేసిన అన్నాన్ని తామరాగుపై ఉంచి ఈశ్వరుడికి నివేదించిన తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ ఆలయంలో జరుపుకునే మరొక ముఖ్యమైన పండుగ రథసప్తమి ఈ క్షేత్రానికి సమీపంలో దేవార పదికములు పొందిన క్షేత్రాలు సిద్ధిలపతి తిరు అన్నియూర్ తిరుపాంబురం సిరుక్కుడి తిరువీలిమిలలై కొట్టారం అంబరమాగాలో నెలకొని ఉన్నాయి ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలంటే మైలాడుతురై నుండి తిరువారూరు వెళ్ళు మార్గంలో మైలాడుతురై నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంది మైలాడుతురై నుండి పదిహేడు కిలోమీటర్ల దూరం ప్రయాణించగా ముందు పేరాళం చేరుకుని అక్కడి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రాన్ని చేరుకోవాలి ఆలయం భక్తుల సందర్శనార్థం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఎనిమిది నలభై వరకు తెరిచి ఉంటుంది ఈ తిరుమియచూరు క్షేత్రంలో అనుగ్రహ విశేషం ఏంటంటే దీర్ఘాయుషును కోరే భక్తులు శ్రీ మేఘనాథస్వామి లలితాంబిక అమ్మవార్లను సకల భువనేశ్వరుడు విద్యుత్ మేఘలాంబిక అమ్మవార్లను ప్రార్థించి వారి అనుగ్రహానికి పాత్రులవుతారు ఈ తిరుమియచూరు క్షేత్ర ప్రత్యేక విశేషం ఏంటంటే భూమి మీద లలితా సహస్రనామం ఆవిర్భవించిన అతి పవిత్రమైన క్షేత్రం మానవ జన్మెత్తేక లలితా సహస్రనామాన్ని ఎవరైతే ఇష్టపడతారో ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఈ లలితాంబిక దర్శనం కలగాలని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం అరుణాచలేశ్వరాయ నమః ஓம் சுந்தரேசாய நமகா